ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం ప్రగతి స్వప్నాన్ని ఆవిష్కరించిన కేంద్ర బడ్జెట్ ఆదాయ పన్ను పరిమితి యథాతథం ఐదు లక్షల లోపు ఆర్జనకు మినహాయింపు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇంటింటికి తాగునీరు ఒకే దేశం ఒకే గ్రిడ్తో నూతన విద్యుత్ వ్యవస్థ ఏపీ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పదమూడు కోట్లు గిరిజన వర్సిటీకి మరో ఎనిమిది కోట్ల కేటాయింపు సులభతర జీవనానికి ప్రాధాన్యమిచ్చామన్న ప్రధాని ఇరవై ఒకటవ శతాబ్దపు అంచనాల్ని బడ్జెట్ నెరవేరుస్తుందని వెల్లడి బడ్జెట్ పై పెదవి విరిచిన వైకాపా ఏపీకి మొండి చేయి చూపారని విజయసాయి విమర్శ ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం ప్రగతి స్వప్నాన్ని ఆవిష్కరించిన కేంద్ర బడ్జెట్ ఆదాయ పన్ను పరిమితి యథాతథం ఐదు లక్షల లోపు ఆర్జనకు మినహాయింపు రెండు వేల ఇరవై రెండు నాటికి ప్రతి పల్లెవాసికి గృహ నిర్మాణం ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల ఇళ్ల పూర్తికి కేంద్రం ప్రణాళికలు డ్వాక్రా మహిళలకు లక్ష వరకు రుణం అసంఘటిత కార్మికులకు మూడు వేలు పింఛన్ ఇతర రాష్ట్రాల నుంచి విత్తనాల దిగుమతికి చర్యలు గిరాకీకి తగినట్లు సరఫరా చేస్తున్నామన్న కన్నబాబు పద్మ మృతికి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్న చంద్రబాబు బాధిత కుటుంబానికి పరామర్శ ఐదు లక్షల సాయం అందజేత అభివృద్ధి ఆకాంక్షను చాటిన కేంద్ర బడ్జెట్ సుమారు ఇరవై ఎనిమిది లక్షల కోట్లతో ప్రగతి పద్దు ఆదాయ పన్ను పరిమితి యథాతథం ఐదు లక్షలలోపు ఆర్జనకు మినహాయింపు గృహ రుణాలపై వడ్డీ రాయితీ మూడున్నర లక్షలకు పెంపు రెండు వేల ఇరవై రెండు నాటికి ప్రతి పల్లెవాసికి గృహ నిర్మాణం దేశవ్యాప్తంగా కోటి మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ భారత్ నెట్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు అంతర్జాలం ఇతర రాష్ట్రాల నుంచి విత్తనాల దిగుమతికి చర్యలు గిరాకీకి తగినట్లు సరఫరా చేస్తున్నామన్న కన్నబాబు పద్మ మృతికి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్న చంద్రబాబు బాధిత కుటుంబానికి పరామర్శ ఐదు లక్షల సాయం అందజేత భారత నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ పది సూత్రాలే ఆలంబనగా పద్దులు యథాతథంగా ఆదాయ పన్ను స్లాబులు గృహ రుణాలపై వడ్డీ రాయితీ పెంపు బంగారం పెట్రోల్ డీజిల్పై సుంకాల మోత దేశీయ తయారీ వస్తువులపై పన్నుల తగ్గింపు ఏపీ ఆకాంక్షలను ప్రతిబింబించని కేంద్ర బడ్జెట్ మొండి చేయి చూపారని వైకాపా తెదేపా విమర్శలు డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా త్వరలో చట్టం ఫీజుల నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ తెస్తామన్న జగన్ తెదేపా కార్యకర్త పద్మ కుటుంబ సభ్యులకు చంద్రబాబు పరామర్శ పాపాలతో వైకాపా పతనం తప్పదని ఘాటు హెచ్చరిక నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థపై ఆశాభావం పెట్రోల్ డీజిల్పై సుంకాల మోత డెబ్బై ఐదు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ బాధుడు ఆదాయపు పన్ను స్లాబులు యథాతథం కుబేరులపై భారీగా సర్చార్జ్ రెండు వేల ఇరవై రెండు నాటికి అందరికీ సొంతిల్లు కోటి తొంభై ఐదు లక్షల గృహాలు నిర్మిస్తామన్న ఆర్థిక మంత్రి పేదల అభ్యున్నతికి బడ్జెట్ బాటలు వేస్తుందన్న మోదీ వసూళ్లపైనే దృష్టి సారించారని విపక్షాల విమర్శలు ఏపీ ఆకాంక్షలను ప్రతిబింబించని కేంద్ర బడ్జెట్ మొండి చేయి చూపారని వైకాపా తెలుగుదేశం విమర్శలు కళ్యాణ మిత్రలను కొనసాగిస్తామన్న సీఎం జగన్ ప్రోత్సాహకాలను రెట్టింపు చేస్తామని హామీ తెదేపా కార్యకర్త పద్మ కుటుంబ సభ్యులకు చంద్రబాబు పరామర్శ పాపాలతో వైకాపా పతనం తప్పదని ఘాటు హెచ్చరిక